హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల నరేష్ మీరు చూస్తున్నారు యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ముందుగానే చెప్పాను విఆర్ఓకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈరోజు సాయంత్రం వస్తాయని ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి ఈఎస్పిఎస్సి వెబ్సైట్ ద్వారా మీరు విఆర్ఓ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ ద్వారా విఆర్ఓ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో పూర్తిగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చివరి దాకా చూడండి హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఒక హాల్ టికెట్ను డౌన్లోడ్ చేస్తూ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్లో టీఎస్పిఎస్సి వెబ్సైట్ని ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఉంటుంది ఆ డైరెక్ట్ లింక్ ద్వారా కూడా మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ని చూడండి వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది website notifications and VRO hall ticket download అని లాస్ట్ ఆప్షన్ ఉన్నటువంటిది చూడండి విఆర్ఓ హాల్ టికెట్ డౌన్లోడ్ అని దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇందులో TSPSC ID date of birth ఈ రెండు కాలమ్స్ మాత్రమే ఉంటాయి మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి టీఎస్పిఎస్సి ఐడి అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయండి టీఎస్పిఎస్సి ఐడి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేయండి తర్వాత మంత్ ఎంటర్ చేయండి మంత్ తర్వాత డేట్ ఎంటర్ చేయండి ఈ డేట్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉండేటువంటి గో పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించినటువంటి ఒక లింక్ వస్తుంది ఇక్కడ డౌన్లోడ్ అని టీఎస్పిఎస్సి ఐడి మీ పేరు అండ్ డౌన్లోడ్ ఈ మూడు ఆప్షన్స్ వస్తాయి రైట్ సైడ్ ఉండేటువంటి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూసారు ఇక్కడ రైట్ సైడ్ హైలైట్ చూపిస్తున్నాను చూడండి ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఈ విధంగా హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది ఈ రైట్ సైడ్ పైన యారో మార్క్ ఉంది ఈ లోగో కింద కనిపిస్తుంది సరిగా కనిపించట్లేదు యారో మార్క్ ఉంటుంది బాణం గుర్తు కిందికి డౌన్లోడ్ బటన్ అది ఆ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు లొకేషన్ చూపిస్తుంది డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ మీరు లొకేషన్ సెట్ చేసుకొని పేరు సెట్ చేసుకొని డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది చూసారా ఈ హాల్ టికెట్కు కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఉన్నాయి ఆ పూర్తి వివరాలతో నేను రేపు మంచి క్లారిటీగా ఒక వీడియో చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి thank you thank you everyone